నమస్కారం ఈ మౌఖిక ట్యుటోరియల్ కి సుస్వాగతం మనం ఇప్పుడు లేటెక్ ని ఉపయోగిస్తూ ఒక సరళమైన దస్తావేజు అంటే డాక్యుమెంట్ ఎలా తయారు చేయాలో నేర్చుకున్నాం నేను దీనిని వివరించడానికి మ్యాక్ ఓఎక్స్ ఎక్స్ అనే ఆపరేటింగ్ సిస్టమ్ ని ఉపయోగిస్తున్నాను ఇటువంటి పద్ధతులు మీకు వేరే ఆపరేటింగ్ సిస్టమ్స్ ఉదాహరణకు లినెక్స్ మరియు విండోస్ లో కూడా లభిస్తుంది ముందుగా మనము ఎడిటర్ ఉపయోగించి సోర్స్ ఫైల్ ని తయారు చేసుకోవాలి నాకు ఇష్టమైన ఎడిటర్ మ్యాక్స్ నేను ఈ ఫైల్ పేరు హెలో డాట్ టెక్ అని పెట్టాను ఫైల్ తాలూకు ఎక్స్టెన్షన్ టెక్స్ టెక్స్ e దాని స్పెల్లింగ్ అయినప్పటికీ మొదటి నుండి దీనిని టెక్ అని పలుకుతారు మొదట మనము లేటెక్ లో రాయడానికి ఏ డాక్యుమెంట్ క్లాస్ కావాలో అది చెప్పాలి నేను ఆర్టికల్ క్లాస్ ని ఈ విధంగా వాడుతున్నాను సేవ్ చేస్తాను దీంట్లో రకరకాల క్లాసులు కూడా ఉన్నాయి కొన్నిటిని మనము ఇతర ట్యుటోరియల్స్ లో చూద్దాం నేను ట్వెల్వ్ పాయింట్ ఫాంట్ ప్రమాణమును వాడుతున్నాను రెండు చిన్న ప్రమాణములు లెవెన్ పాయింట్ మరియు టెన్ పాయింట్ ఫాంట్స్ కూడా లేటెక్ లో ప్రసిద్ధి చెందినవి మనం ఇప్పుడు డాక్యుమెంట్ మొదలు పెడదాం ఇందులో నేను హలో వరల్డ్ అనే టెక్స్ట్ ని టైప్ చేస్తాను దీనితో డాక్యుమెంట్ ని పూర్తి చేస్తాను ఇప్పుడు సేవ్ చేస్తాను బిగిన్ మరియు ఎండ్ డాక్యుమెంట్ మధ్యలో ఏ టెక్స్ట్ ఉందో అదే మనకు చివరిగా అవుట్పుట్ లో కనిపిస్తుంది దీనిని సోర్స్ ఫైల్ అని అంటారు ఈ ఫైల్ని హలో డాట్ టెక్ అని అందాం దీన్ని కంపైల్ చేయడానికి పీడిఎఫ్ లేటెక్ అనే కమాండ్ని ఉపయోగిద్దాం ఇక్కడ వచ్చి command PDF LaTeX hello dot tex అని ఇస్తాను మనము దీన్ని ఎక్స్టెన్షన్ టెక్ లేకుండా కూడా కంపైల్ చేయవచ్చు అది ఎలా అంటే పీడిఎఫ్ లేటెక్ హలో అని టైప్ చేసి కంపైల్ చేయవచ్చు మామూలుగా ఫైల్కు టెక్ ఎక్స్టెన్షన్ వాడతారు పీడిఎఫ్ ఫైల్ అనే కమాండ్ ను ఉపయోగించి మనము సోర్స్ ఫైల్ ని పీడిఎఫ్ ఫైల్ తయారు చేసుకోవచ్చు ఈ కమాండ్ వాడేటప్పుడు లేటెక్ మనకు ఉపయోగకరమైన అవుట్పుట్ ఇస్తుంది ఇదే కాకుండా ఈ సందేశాలన్నిటిని ఇక్కడ మనం చూస్తున్నాం కదా ఆ ఈ ఫైల్ హలో డాట్ లాగ్ లో భద్రపరుస్తుంది మీరు గమనించారా మనము తయారు చేసిన ప్రతి ఫైల్లో హెలో అనే పదం కనిపిస్తుంది మనం ఇప్పుడు ఈ హెలో డాట్ పీడీఎఫ్ అనే ఫైల్ ని ఓపెన్ చేసి చూద్దాం అది ఎలా ఓపెన్ చేయాలో ఇప్పుడు నేను చూపిస్తాను ఈ మ్యాక్ సిస్టంలో ఇది ఓపెన్ చేయడానికి మనము ఈ command Skim hello dot PDF అని ఇవ్వాలి స్కిమ్ మ్యాక్ ఓఎక్స్ఎక్స్ లో లభించే ఒక ఫ్రీ పీడీఎఫ్ రీడర్ ఈ కమాండ్ ఇవ్వగానే స్కిమ్ ఈ హెలో డాట్ పీడిఎఫ్ ను ఓపెన్ చేస్తుంది మనము టెక్స్ట్ లో ఒక లైన్ రాశాం కాబట్టి అవుట్పుట్ లో ఒకటే లైన్ కనిపిస్తుంది దీన్ని ఇప్పుడు నేను జూమ్ చేసి చూస్తాను అది ఇలా కనిపిస్తుంది స్కీమ్ మనము ఓపెన్ చేసిన ప్రతి ఫైల్ తాలూకు లేటెస్ట్ వెర్షన్స్ చూపిస్తుంది ఉదాహరణకు నేనిప్పుడు టెక్స్ట్ లో ఇంకొక లైన్ ని జోడిస్తాను హలో వరల్డ్ అని జోడిస్తాను ఇప్పుడు దాన్ని సేవ్ చేసి కంపైల్ చేస్తాను ఇప్పుడు అవుట్పుట్లో నాకు ఇలా కనిపిస్తుంది ఇప్పుడు నేను దీన్ని సోర్స్ ఫైల్లో డిలీట్ చేసి సేవ్ చేస్తాను ఫైల్ కంపైల్ చేస్తే మనకి ఒరిజినల్ ఫైల్ వస్తుంది మీరు ఇంకొకటి గమనించారా నేను ప్రతిసారి ఫైల్ సేవ్ చేసి కంపైల్ చేస్తున్నాను మొదట సేవ్ చేయండి మళ్ళీ కంపైల్ చేయండి సేవ్ చేయకపోతే మనం క్రితసారి సేవ్ చేసిన తర్వాత చేసిన మార్పులన్నీ కంపైల్ కావు ఈ మౌఖిక ట్యుటోరియల్ తయారు చేయడానికి నేను ఈ మూడు విండోస్ ని ఈ విధంగా అమర్చుకున్నాను మీరు డాక్యుమెంట్స్ తయారు చేయడానికి ఈ విధంగా అమర్చుకోనక్కర్లేదు ఇది అవసరం లేదు దయచేసి గుర్తుంచుకోండి మీరు మీకు ఇష్టమైన ఏ ఎడిటర్ లేక ఏదైనా పీడిఎఫ్ రీడర్ ని కూడా ఉపయోగించవచ్చు లేటెక్ వాడడానికి ప్రతి ఒక్కరూ ఈ పద్ధతుల్ని పాటించాలి మొదట సోర్స్ ఫైల్ నిర్మించడం మళ్ళీ కంపైల్ చేయడం మళ్ళీ పీడిఎఫ్ రీడర్ ని చూడడం మిమ్మల్ని నేను సోర్స్ ఫైల్ మారుస్తూ ఈ పద్ధతుల్ని పాటించడానికి ప్రోత్సహిస్తాను మీరు కావాలంటే బిగిన్ మరియు ఎండ్ డాక్యుమెంట్ మధ్యలో ఇంకొంచెం టెక్స్ట్ యాడ్ చేసుకోవచ్చు అలాగే హెలో డాట్ లాగ్ అనే ఫైల్ ని కూడా బ్రౌజ్ చేసి చూడవచ్చు ఈ ట్యుటోరియల్ లో ముందుకు సాగుతూ నేను మీకు ప్రెజెంటేషన్ ని చూపిస్తాను అదండి ప్రెజెంటేషన్ చూద్దాం మొదట లేటెక్ యొక్క ఉపయోగాలను మీకు చూపిస్తాను లేటెక్ ఒక అద్భుతమైన టైప్ సెట్టింగ్ సాఫ్ట్వేర్ లేటెక్ ద్వారా వచ్చే డాక్యుమెంట్స్ ఇతర సాఫ్ట్వేర్లతో పోల్చలేము లేటెక్ ఒక స్వతంత్రమైన ఓపెన్ సాఫ్ట్వేర్ ఇది అన్ని విండోస్ లినెక్స్ మరియు మ్యాక్ సిస్టమ్స్ తో పాటు ఇతర యూనిక్ సిస్టమ్స్ లో కూడా లభిస్తుంది ఈక్వేషన్స్ కు నంబరింగ్ చాప్టర్స్ మరియు సెక్షన్స్ ఫిగర్స్ మరియు టేబుల్స్ ఇవన్నీ లేటెక్ తాలూకు ప్రత్యేకత లేటెక్ ని ఉపయోగించి మ్యాథమెటికల్ ఈక్వేషన్స్ ఉన్న డాక్యుమెంట్స్ ని అతి సులభంగా తయారు చేసుకోవచ్చు బిబ్లియోగ్రాఫిక్ ఎంట్రీస్ కూడా అతి సులభంగా తయారు చేసుకోవచ్చు ఫార్మాటింగ్ గురించి లేటక్ జాగ్రత్త తీసుకోవడం వలన యూజర్ తన అంతా రాయడం మరియు రాసే విధం మీద దృష్టి సాధించుకోవచ్చు లేటెక్ మీద మరికొన్ని మౌఖిక ట్యూటోరియల్స్ ఉన్నాయి దీనికి మౌద్గల్యా డాట్ ఓఆర్జీ అనే సైట్ వెళ్ళి క్రింద ఇచ్చిన మౌఖిక ట్యూటోరియల్స్ ని చూడవచ్చు what is compilation letter writing report writing mathematical typesetting, equations, tables and figures, how to create bibliography మరియు ఇన్సైడ్ స్టోరీ ఆఫ్ బిబ్లియోగ్రఫీ ఈ ప్రకారంగా ట్యుటోరియల్స్ ని చూడడానికి నేను ప్రోత్సహిస్తాను ఈ ట్యుటోరియల్స్ తయారు చేయడానికి వాడిన సోర్స్ ఫైల్ వెబ్సైట్ లో కలదు విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ లో లేటెక్ ఇన్స్టాల్ చేయడానికి కూడా ఒక ట్యుటోరియల్ తయారు చేద్దామని అనుకుంటున్నాము త్వరలో మరొక ట్యుటోరియల్ రాబోతుంది ఉదాహరణకు స్లైడ్ ప్రెజెంటేషన్ కోసం బీమర్ ఈ ప్రజెంటేషన్ ని కూడా మేము లేటెక్ లో బీమర్ ను ఉపయోగించి తయారు చేశాము ఇప్పుడు కొన్ని సూత్రాలు మీకు ఎన్ని వీలైతే అన్ని మౌఖిక ట్యూటోరియల్స్ ని చూడండి ఒకటైన తర్వాత ఇంకొకటి అభ్యాసం చేయండి ఒక వర్కింగ్ లేటెక్ ఫైల్తో ప్రారంభించండి ఒకసారి ఒక మార్పు చేసి సేవ్ చేసి కంపైల్ చేసి చూడండి చేసిన మార్పులు కనిపించిన పిదప ముందుకు వెళ్ళండి సేవ్ చేసిన తర్వాతే కంపైల్ చేయడం మర్చిపోకండి లేటెక్ కు సంబంధించి చాలా పుస్తకాలు ఉన్నప్పటికీ మేము రెండు పుస్తకాలను సిఫారసు చేస్తాము మొదటిది లేటెక్ వ్రాసిన లెస్లీ ల్యాంపాట్ ఈ పుస్తకం భారతీయ సంచికలో చాలా చౌకగా దొరుకుతుంది అగ్రస్థాయి వినియోగదారులు లేటెక్ కంపానియన్ అనే పుస్తకం పదాన్ని కూడా ఉపయోగించవచ్చు చాలా వరకు మొదటి చెప్పిన పుస్తకం మరియు వెబ్ ని శోధన చేస్తే సరిపోతుంది కానీ ఇతర సంబంధించిన పుస్తకాల కోసం మీరు ctan డాట్ ఓఆర్జీ అనే సైట్ ని చూడవచ్చు ఈ ట్యుటోరియల్ కోసం ఐసిటి ద్వారా నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్ నిధులు ఇస్తోంది ఈ ప్రణాళిక ఎంహెచ్ఆర్డి భారతీయ సర్కారు ప్రారంభించారు ఈ మిషన్ తాలూకు యూఆర్ఎల్ ఇది ఈ ట్యుటోరియల్ పైన చెప్పిన మిషన్లో టాప్ టు ఏ టీచర్ అనే ఒక ప్రాజెక్ట్ యొక్క మొదటి యత్నము దీన్ని సిడీప్ ఐఐటి సేకరిస్తోంది దీని వెబ్సైట్ ఇది ఈ సాఫ్ట్వేర్ అభివృద్ధిని సర్వసమ్మతం చేయడానికి ఈ మౌఖిక ట్యుటోరియల్ యొక్క వాడుక మరియు దాని ఉపయోగాలు ఇవన్నీ సమన్వయం చేయడానికి ఉండే సైట్ ఫాసీ ఇన్ FOSI అనేది free and open source software in science and engineering education ఈ ప్రాజెక్ట్ ను నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్ సహాయం అందజేస్తోంది మరిన్ని మౌఖిక ట్యుటోరియల్స్ కొరకు మరియు ఇతర భాషల అనువాదం కోసం ఈ లింకుల్ని చూస్తూ ఉండండి